దిక్కుదోసక రైతు కూలికి రక్షణ లేదాయే ఈ దేశములోన పాములు తేల్లనకుంటా పగలు రాత్రిలా ఎద్దు లెక్క ఎత చేసిన మిగులక అప్పుల బాధకు తప్పుకోలేక రంజిత రైతు మందు దాగి సచ్చే దొంగ దళారీలు దోసుగా తింటన్రో ఈ రైతుల కష్టము పిట్టుగా మెక్కి పొట్టలు పెంచి కార్ల మీద తిరుగుతుండ్రో కష్టము తెలియని దొరలు రైతు కూలికి రక్షణ లేదాయే ఈ దేశములోన పంట మీద బిడ పెళ్లి చేస్తానని కాయమాయ కొంత కట్లమే ముట్టే సరుకుకు ధరదిగా ఇరుకుల పడిపోయే నలుగురి ముంగట నాకు బాటైపోయే లగ్గమాయి ఉరి పగ్గమే మిగిలిందో ఈ రైతు బిడ్డకు చెట్టుకు రైతు శవముగా మారిండో ఈ పాపమే వరిది హర హర శంకర పత్తి పంటలు మొక్కజొన్నలు మిరప పంటలు మినుములు అనుములు బతుకు కొరకు ఇని పంటలు తీసిన బాకెలు ఏరక రైతులు బాధకు దచ్చిరి భార్య పిల్లలు బోరున ఏడ్చిండ్రో బాకిల బాధకు ఉన్నది అమ్మి ఊరిడిసి వెళ్ళిపోయి పొట్ట చేత పట్టుకొని రైతు కూలికి రక్షణ లేదాయే ఈ దేశములోన అచ్చమైన రైతన్నల పంట నిత్యవసర సరుకులు అంతా కల్తీ పసుపుల కల్తీ పప్పుల కల్తీ ఇటుకెల పొడి కారం పొడిలో కల్తీ కల్తీ చెయ్యని అన్నదాతలు కాటికి పోతన్రో కూటికి లేక కల్తీ చేసేటి దొంగ కొడుకులు అంతస్తులు కడతన్రో అద్దాల వేడలు రైతు కూలికి రక్షణ లేదా ఏ ఈ దేశంలోనా ఉష్క బియ్యముల పామాయిలు నూనెల అల్లం ఎల్లిగడ్డంతా కలితే కలిసి కూడుతో లేని రోగములు నూటికి నలభై మంది రోజు కాటికి కల్తి దొంగలను సర్కారు ఎందుకు శిక్ష చెయ్యరైరీ ఎస్పీలు ఎస్ఐలు నోట్ల కట్టలు సాటుకు దొంగలు వంపితే అండగా ఉంటారు రో అందరు దొంగలే రైతు కూలికి రక్షణ లేదాయే ఈ దేశములోన అరక దున్య రైతుకు అన్నము కరువాయే ఇది ఏమి చిత్రం అరక దున్య రైతుకు అన్నము కరువాయే ఇది ఏమి చిత్రము రైతు కష్టము ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఉద్యోగస్తునికి చేరే విధంగా షేర్ చేయండి దయచేసి